Hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం so first important current affair కనుక చూస్తే అండి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారి గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ని తొలగించినట్టు మనకు కరెంట్ అఫైర్ ఉంది Pakistan remove from the grey list of financial action task force మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రే లిస్ట్ అంటే ఏమిటి అసలు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏమిటి సో దాంట్లోకి వెళ్ళే ముందు ఈ కరెంట్ అఫేర్ పూర్తిగా చూసినట్టయితే India's other neighbour Myanmar has been move to the black list due to the actions by military leadership after the twenty twenty one coup okay so మనందరికీ తెలుసు పక్కనే ఉన్నటువంటి మన నైబరింగ్ కంట్రీ మయన్మార్లో కూప్ ద్వారా మిలిటరీ మొత్తం కూడా కంటెంట్ టేక్ ఓవర్ చేసుకుంది అక్కడ పబ్లిక్ ద్వారా ఎన్నుకోబడినటువంటి అయాన్సన్ సూకీ గారి యొక్క ప్రభుత్వాన్ని దించడం ద్వారా ఇది చేసిన విధానం మనకు తెలిసిందే ఆ కంట్రీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఓకే సో హియర్ మూడు పాయింట్లు దొరికాయి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి బ్లాక్ లిస్ట్ అంటే ఏమిటి అలానే గ్రే లిస్ట్ అంటే ఏమిటి So first thing, what is exactly this Financial Action Task Force? Financial Action Task Force is a global money laundering and terrorist financing watchdog. అంటే ఎవరైనా మనీ లాండరింగ్ ద్వారానో ఇల్లీగల్గా సంపాదించిన మనీని లీగల్గా చూపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు లేదా టెర్రరిజాన్ని ప్రోత్సహించేందుకు ఫండింగ్ లాంటివి ఇవన్నిటిని కూడా వాచ్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ అలా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కంట్రీస్ పైన ఆంక్షలు విధించేటటువంటి ఒక ఆర్గనైజేషనే ఈ financial action task force okay so it was established in the year nineteen eighty nine అండి ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు జీ సెవెన్ కంట్రీస్ వారు okay it was established by group of seven countries in the year nineteen eighty nine and its headquarter దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి organisation of economic cooperation and development OECD వారి యొక్క హెడ్ క్వార్టర్లో ఉంది దాని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిసెస్ okay and this also stops the proliferation proliferation of weapons of mass destruction okay as a సెడ్యూ setup in nineteen eighty nine okay G seven మీటింగ్లో అయింది ప్యారిస్లో ఇట్ సెక్రటేరియట్ వచ్చేసి organisation of economic cooperation and development అది ప్యారిస్లో ఉందన్నమాట సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో అండి పూర్తిగా ముప్పై తొమ్మిది మంది మెంబర్స్ ఉంటారు ముప్పై తొమ్మిదిలో ముప్పై ఏడు కంట్రీస్ ఉంటాయి how many members thirty nine దీన్ని థర్టీ సెవెన్ ప్లస్ టూగా రాయొచ్చు thirty seven plus two thirty seven వచ్చేసి కంట్రీస్ అండి India is a member India is a member Pakistan is not a member next two groupings ఉన్నాయి గ్లోబల్ గ్రూపింగ్స్ ఒకటి వచ్చేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ కమిషన్ ఈ రెండు ఏంటి ఏంటివండి European Commission okay European Commission ఇంకోటి వచ్చేసి Gulf Cooperation Council so these are the thirty nine members of financial action task force thirty seven countries రెండు వచ్చేసి regional organisations one is European Commission next is Gulf Cooperation Council దీంట్లో ఒకే ఒకే ఒక అబ్జర్వర్ మెంబర్ ఉంది ఆ కంట్రీ వచ్చేసి Indonesia with wanted to become the member India వచ్చేసి అబ్జర్వర్గా రెండు వేల ఆరులో జాయిన్ అయిన తర్వాత రెండు వేల పదిలో ఫుల్ మెంబర్షిప్గా తనకి చోటు దక్కింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో India is also member of regional partners like Asia Pacific group and duration group ఈ రెండు కూడా మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫినాన్స్ అగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటాయి okay so what is this grey listing and black listing so ఇప్పుడు నేను చెప్పాను ఏదైనా కంట్రీ మనీ లాండరింగ్ని ప్రోత్సహించడము టెర్రరిజంని ఫినాన్సింగ్ చేయడాన్ని ప్రోత్సహించడము చేస్తున్నట్టయితే ఆ కంట్రీస్కి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ లేదా OECD organisation of economic cooperation for development లేదా జీ సెవెన్ వంటి పెద్ద కంట్రీస్ నుంచి ఫండింగ్ అనేది రాకుండా ఉండేందుకు గాను ఈ గ్రే లిస్టింగ్ మరియు బ్లాక్ లిస్టింగ్ అనేది పనిచేస్తుంది గ్రే లిస్ట్ అనేది ఏ కంట్రీస్ అయితే ఈ యొక్క టెర్రరిజంని మరియు మనీ లాండరింగ్ని ప్రోత్సహిస్తున్నాయో ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెడతాం గ్రే లిస్ట్లో పెట్టినప్పుడు అదేంటి అంటే we're giving a warning to that country saying that మీరు మార్చుకోలేకపోయినట్టయితే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాం మీరు ఇంకా బ్లాక్ లిస్ట్లో పడిపోతే మీరు ఎంత బతిమలాడుకున్నా మీకు ఫండింగ్ ఇవ్వరు అనేది ఒక వార్నింగ్ అన్నమాట ఆ కంట్రీస్లో జరిగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ రాదు అని ఒక warning so that is called grey list అయితే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో రెండు వేల పద్దెనిమిది నుంచి తరచుగా పెడుతూ వచ్చాం సో ఆ తర్వాత పాకిస్తాన్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారు ఒక థర్టీ త్రీ అజెండాస్ ఇచ్చింది ఆ అజెండాస్ కనుక మీరు పూర్తి చేస్తే అప్పుడు మిమ్మల్ని తీసేస్తామని సో చాలా సంవత్సరాల తర్వాత గ్రే లిస్ట్ నుంచి తొలగివ్వడం జరిగింది ఓకే అయితే బ్లాక్ లిస్ట్లో ఏంటంటే అసలు నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అనమాట అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా మారండయా మారండయా అని చెప్పినా కూడా మారకపోతే నాన్ కోఆపరేటివ్స్ కంట్రీస్గా వాటిని గుర్తించి వాటికి ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా చేయడమే దీని యొక్క బ్లాక్ లిస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవేవండి ఇరాన్ ఒకటి okay Iran North Korea next వచ్చేసి మనం Myanmar these three are the countries Iran North Korea and Myanmar so if a country appears to have major deficiencies in anti money laundering and counter terror financing of terrorism regime it is put in to the jurisdiction under increased monitor increased monitoring అసలు మరి ఇందులో కూడా ఫెయిల్ అయితే గ్రే లిస్ట్లో కూడా ఫెయిల్ అయితే చెప్పాం మారండయ్యా అని అందులో కూడా నువ్వు మారలేదు అప్పుడు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు okay so basically financial action task force వచ్చేసి సంవత్సరానికి మూడు సార్లు కలుస్తుందండి triannually once in February once in June and another in October to take mutual evaluation reports అంటే ఎవరైతే గ్రే లిస్ట్ కంట్రీస్ కానీ ఇతర మెంబర్స్ కానీ ఇతర కంట్రీస్ కానీ అసలు వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుందని ఎవాల్యుయేట్ చేసి వాటిని గ్రే లిస్ట్లో పెట్టడమా గ్రే లిస్ట్ నుంచి కిందికి పంపడమా లేకుంటే మీదికి పంపడమా అనేది చేస్తూ ఉంటుంది so as I said you as when you are in the gray list it serves as a warning to that country that enter into the blacklist blacklist are non-cooperative countries or territories now we have three blacklisted countries Iran North Korea and Myanmar very important kuda gurtu pettukondi so because of this blacklisting aya countries lo financing అనేది చాలా తగ్గిపోతుంది అనే విషయాన్ని కూడా నోట్ చేసుకోవాలి ఐఎంఎస్ మరియు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ కూడా ఆగిపోతాయి so this is what financial action task force is so next important current affair అండి UK prime minister Liz Truss resign చేశారండి యూకేకి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి లిస్ ట్రస్ గారు కేవలం నలభై ఐదు రోజుల్లోనే వారు ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు బ్రిటన్కి అతి తక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మన లీస్ ట్రస్ గారు okay she's the fourth prime minister to resign before her term నాలుగో ప్రైమ్ మినిస్టర్ తన టర్మ్ ముగియక ముందే రిజైన్ చేసిన వాళ్ళు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్లో మరియు అతి తక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది ఎవరు బ్రిటిష్కి అంటే వారి పేరు లిస్ ట్రస్ కేవలం నలభై ఐదు రోజుల్లోనే వీరు రిజైన్ చేయడం జరిగింది ఓకే వీరు లేబర్ పార్టీకి చెందినవారండి so UK prime minister Liz Truss resign just forty five days after taking the office with the recent resignation Liz Truss became the shortest serving British prime minister ever okay this record was earlierly led held by George Canning George Canning గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో నూట పంతొమ్మిది రోజుల వరకు పనిచేశారు she's the fourth prime minister to resign before her office వీరికి ముందు ముగ్గురు prime minister David Cameron Theresa May మరియు బోరిస్ జాన్సన్ గారు కూడా వారి యొక్క పదవీ కాలం ముగియక ముందే వారు రిజైన్ చేయడం జరిగింది so next important is Indian origin Rishi Sunak became the Britain first non white prime minister బ్రిటన్కి first non prime non white prime మినిస్టర్గా మరియు భారత సంతతికి చెందినటువంటి రిషి సునక్ గారు బ్రిటిష్ దేశానికి గాను బ్రిటన్కి గాను ప్రధానమంత్రిగా మారారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి రిషి సునక్ గారు he's the youngest prime minister of Britain in last two hundred years గడిచినటువంటి రెండు వందల పది సంవత్సరాల్లో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రిషి సునక్ గారు వారి వయసు కేవలం నలభై రెండు సంవత్సరాలు Rishi Sunak is also a son in law of Infosys chairperson okay Narayana Murthy గారి యొక్క అల్లుడండి వీరు next he's the first non white prime person elected as the prime minister okay he's leader of Conservative Party small correction అండి లిస్ట్రస్ గారిది లేబర్ పార్టీ గారు Conservative Party okay Conservative small correction I'm really sorry her party is Conservative Party so మన రిషి సునక్ గారిది కూడా అదే పార్టీ అండి కన్జర్వేటివ్ పార్టీ వీరి యొక్క నియోజకవర్గం అంటే కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి రిక్మండ్ యాక్స్ రెండు వేల పదిహేను నుంచి రిక్మండ్ యాక్ నుంచి వీరు ఎన్నికయ్యారు ఈ ప్రధానమంత్రి పదవి చేపట్టే ముందు he was also chancellor of exchequer from two thousand twenty to two thousand twenty two and chief secretary to treasury from two thousand nineteen to two thousand ట్వంటీగా మీరు పనిచేశారన్న విషయాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి so next important current affair in international relations is Lula da Silva వీరు వచ్చేసి బ్రెజిల్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారండి defeating Jair Bolsonaro J R Bolsonaro గారిని డిఫీట్ చేసి బ్రెజిల్కి ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే లూడాడా సిల్వా వీరు ఆల్రెడీ బ్రెజిల్కి దాదాపు పది సంవత్సరాల పాటు కూడా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వారు రెండు వేల పది వరకు కూడా ప్రెసిడెంట్గా పనిచేశారు he come back as the new president of Brazil సింపుల్గా గుర్తుపెట్టుకోండి Lula Lula da Silva defeated Jair Bolsonaro to become the president of Brazil so next important current affair and international రిలేషన్స్లో దీన్ని కొంత కాంబినేషన్ విత్ డిఫెన్స్ కూడా మీరు రాసుకోవచ్చు okay that is India made and defence deal agreement with Armenia to sell Pinaka rocket system Pinaka rocket systems Pinaka rocket సిస్టమ్స్ని అమ్మేందుకు గాను అర్మేనియాకి వెపన్స్ అమ్మేందుకు గాను ఇండియా మరియు అర్మేనియా మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది డిఫెంట్ ఎక్స్పోర్ట్ డీల్ అనేది జరిగింది ఏ కంట్రీ అండి ఇండియా అండ్ అర్మేనియా అర్మేనియా వచ్చేసి ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఒక మెంబర్ అండి అర్మేనియా ఈ మధ్యకాలంలో కూడా న్యూస్లో ఉంది ఎందుకు నగార్నో కరబాక్ అనే ఒక రీజియన్ అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్యలో యుద్ధం జరిగిందన్న విషయం మనకు తెలుసు అందుకది న్యూస్లో ఉంది so you have to learn this so సింపుల్గా అడుగుతారండి ఈ మధ్య కాలంలో ఏ కంట్రీకి పినాకా రాకెట్ ఇంజన్స్ అమ్మేందుకు గాను ఇండియా ఎంఓయూ చేసుకుంది లేదా డీల్ చేసుకుంది అంటే it is Armenia so India sign and order for arms export through the government to government route ఏ రూట్లో అండి గవర్నమెంట్ టు గవర్నమెంట్ రూట్లో అర్మేనియా గవర్నమెంట్తో అగ్రిమెంట్ జరిగింది through which two nations inked contracts. The government has not revealed the exact value of the contract. It is estimated that India will supply weapons worth more than 2000 crores. India will also export indigenously developed Pinaka rocket, multi-barrel rocket launchers ని కూడా మనం వారికి అమ్మబోతున్నాం Pinaka are the rocket system developed by DRDO okay and manufactured by indigenous private manufacturers so India వచ్చేసి అండి ఇది మొదటిసారి కాదు అర్మేనియాకి ఆర్మ్స్ సప్లై చేయడంలో we have already supplied them with various other equipment like Swathi radars మనం సప్లై చేసాం ట్వంటీ ట్వంటీలో ఆర్మేనియాకి around three fifty crore rupees deal అనమాట India will also provide anti tank rockets as well as wide range of ammunitions to Armenia So this will increase the Central Asian relationships especially between India and Armenia also. The centre also set a target centre government కూడా అండి దాదాపు వెపన్ సిస్టమ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల వెపన్ డీల్స్ అనేటివి జరగాలన్న ఒక టార్గెట్ మీద ఇది కూడా ఒక భాగంగా మీరు గమనించాలి so this is the location of Armenia అండి ఓకే ఇంతకుముందు నేను మీకు డిఫెన్స్ కరెంట్ అఫేర్స్లో central security tree collective security treaty organisation అని చెప్పాను సిఎస్టీఓ దాంట్లో అర్మేనియా అని కూడా చూశారు ఓకే అర్మేనియా ఇది నగార్నో కరబాగ్ రీజన్ దీన్ని రెండింటి మధ్యలో అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్యలో దీని గురించి క్లాష్ జరుగుతుంటుంది okay so next Turkey cap దీని యొక్క బార్డరింగ్ కంట్రీస్ చూడాలి మీరు బార్డర్లో మీకు ఇరాన్ కనిపిస్తుంది అజర్బైజాన్ కనిపిస్తుంది జార్జియా కనిపిస్తుంది అలానే టర్కీ కనిపిస్తుంది okay so these are the important borders Lake Sevan is in Armenia you should also note down this so ఇది క్యాస్పియన్సీ అండి okay this is Caspian Sea and this is Baku Azerbaijan capital city it's an oil rich country అనమాట oil rich country so next important current affair in international relations is Nansen award Nansen award అండి జర్మన్ ఛాన్సలర్ పూర్వపు జర్మన్ ఛాన్సలర్ అయినటువంటి ఏంజిలా మార్కెల్ గారికి united nation high commissioner for refugees ఏంటండి united nation high commission for refugees ఏదైతే ఉందో ఎవరికి ఇచ్చారు నాన్సన్ అవార్డ్ని పూర్వపు జర్మన్ ఛాన్సలర్ అయినటువంటి ఆంజలా మార్కెల్ గారికి ఈ నాన్సెన్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది సో బేసికలీ ఈ నాన్సన్ అవార్డు ఎవరికి ఇస్తాము అంటే united nation high commissioner for refugees అంటే ఏదైనా దేశంలో క్లైమేట్ చేంజ్ వల్లనో యుద్ధం వల్లనో ఆ దేశానికి చెందినటువంటి ప్రజలు వలసలు వచ్చేస్తారు పారిపోతారు ఆ దేశం నుంచి వారిని మనం రెఫ్యూజీస్ అంటాం ఓకే ఆ రెఫ్యూజీస్ని జర్మనీలోకి యూరోప్లోకి ఆహ్వానించినందుకు గాను వీరి యొక్క కృషిని గుర్తిస్తూ united nation high commission for refugees వారు ఇచ్చేటటువంటి అత్యున్నతమైన అవార్డే ఓకే ఈ యొక్క Nansen award ex German chancellor Angela Merkel received the United Nation high commissioner Nansen award for providing asylum for refugees while she's in the office. Angela Merkel was chancellor in 2015 and 2016. Germany welcomed more than 1.2 million refugees as asylum seekers from war-torn areas Syria. UN United nation high commission for refugees recognize Angela Merkel determination to to protect asylum seekers helping them to survive and rebuild after facing the war okay so next important current affair అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దట్ నైంటీ ఎయిత్ ఇంటర్పోల్ తొంభైవ జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్పోల్ ఎక్కడ జరిగింది అని మిమ్మల్ని అడిగినట్టయితే ఇది మన భారతదేశంలో ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో ప్రగతి మైదాన్లో జరిగింది ninth eighth general assembly of Interpol held at New Delhi India మరి అసలు ఈ ఇంటర్పోల్ అంటే ఏంటి Interpol is an international police organization which in the year nineteen twenty three పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ పేరే ఇంటర్పోల్ ఓకే సో ఇంటర్పోల్ మరి భారతదేశంలో ఎలా ఆపరేట్ చేస్తుంది ఇంటర్పోల్ భారతదేశంలో ప్రత్యేకమైన ఆఫీస్ అంటూ ఏది ఉండదండి దానికి ఏ దేశంలో కూడా ఆఫీస్ ఉండదు ఒకే ఒకే హెడ్ క్వార్టర్ ఉంటుంది అది ఫ్రాన్స్లో ఉంటుంది ఓకే లియాన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఇంటర్పోల్ది headquarter is Lyon France అక్కడ నుంచి ప్రతి కంట్రీలో దానికంటూ ఒక నేషనల్ సెంటర్ ఉంటుంది ఇండియాలో ఆ యొక్క నేషనల్ సెంటర్ ఎవరి చేతిలో ఉంటుందంటే సిబిఐ చేతిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైనా క్రిమినల్ ఉంటే ఆ క్రిమినల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇతర దేశాల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తన దగ్గర తీసుకోవడం ఇతర దేశాలకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నా కూడా అది ఇంటర్పోల్కే సాధ్యం అనమాట okay so simple you can note down the Interpol or international criminal police organization Interpol ఏమని పిలుస్తామండి ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇప్పుడు ప్రస్తుతం దాని ఉన్నటువంటి మెంబర్స్ ఎంత one ninety five member countries are with Interpol according to the Interpol website the organization enables member countries to share access data on crimes and criminals and offers a range of technical and operational support. Forensic support, ఎలా ఇంటర్నెట్లోకి ఫైండ్ చేయడం అసలు వేరే దేశం నుంచి ఏ దేశం నుంచి పారిపోయి వచ్చారు సో ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక దేశం నుంచి ఒక దేశంకి పోలీస్ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ వేరు పోలీసింగ్ ఇన్ఫర్మేషన్ వేరు సో అలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి కూడా ఇంటర్పోల్ అనేది ఒక కంజంక్షన్గా పనిచేస్తుంది the Interpol general secretary coordinates with the organization ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరు ఇంటర్పోల్ కంటే జర్గెన్ స్టాక్ జర్మనీకి చెందిన వారండి దీనికి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటారు ప్రస్తుత ప్రెసిడెంట్ యుఏఈకి e చెందిన వారండి ఓకే సో ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ లయాన్ ఫ్రాన్స్లో ఉంటుంది ఓకే ప్రతి కంట్రీలో Interpol has national central bureau in each member country భారతదేశానికి ఆ నేషనల్ సెంట్రల్ బ్యూరోని ఇచ్చినటువంటిది ఎవరు అంటే మన సిబిఐ ముఖ్యంగా చెప్పాలంటే ఆయా దేశాల యొక్క హోమ్ మినిస్ట్రీ గారి ఆధ్వర్యంలో లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది అనమాట దాదాపు నైన్టీన్ పోలీస్ డేటాబేసెస్ మెయింటైన్ చేస్తుంది క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ గురించి ఫింగర్ ప్రింట్స్ గురించి పాస్పోర్ట్స్ గురించి ఓకే ఇన్వెస్టిగేటివ్ ఫారెన్సిక్స్ గురించి అనలైటిక్స్ గురించి కూడా ఆయా కంట్రీస్లో పోలీసింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది Interpol okay what are the global policing goals అయితే మనకు అందరికీ తెలుసు ఎస్టీజీ గోల్స్ ఉన్నాయి మనకి sustainable development goals sustainable development గోల్స్లో గోల్ నెంబర్ సిక్స్టీన్ ఏమని చెప్తుంది పీస్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతుంది ఈ పీస్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గాను ఇంటర్పోల్ తన వంతు కృషి చేస్తూ వచ్చింది సో దీనికి అనుకూలంగా ఎస్డీజీని ట్వంటీ థర్టీ కల్లా అచీవ్ చేసేందుకు గాను మన ఇంటర్పోల్ గారు ఒక ఏడు గోల్స్ పెట్టుకున్నారు seven goals for policing global policing ఆ సెవెన్ గోల్స్ ఏంటివి counter the threat of terrorism second promote broader integrity worldwide protect vulnerable communities secure cyberspace for people and business promote global integrity curb illicit markets, support environmental security and sustainability వచ్చేసి ఏడు గోల్స్ అండి పోలీసింగ్ వారు ఈ ఏడు గోల్స్ని పూర్తిగా నిర్వహించాలని చెప్పేసి ఇంటర్పోల్ కోరుకుంటుంది అయితే ఇంటర్పోల్ నేను చెప్పాను కదా గ్లోబల్ క్రిమినల్స్ గురించి చెప్తుంది అలానే ఇతర దేశాల నుంచి పారిపోతున్నటువంటి క్రిమినల్స్ గురించి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుందని చెప్పాను ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాకి ఏదో ఒక టెర్రరిస్ట్ వచ్చేసి ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత తను పాకిస్తాన్కి పారిపోవడమో లేదా యూరోప్కి పారిపోవడం జరిగింది అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే మన సిబిఐ వారు ఇంటర్పోల్ వారికి లుక్అవుట్ నోటీస్ అడుగుతారు అంటే ఇంటర్పోల్ గారు మీకున్నటువంటి మెంబర్ కంట్రీస్ అందరికీ ఈ పిక్చర్ పంపండి ఈ వ్యక్తి ఎక్కడున్నా మాకు వెంటనే కావాలి because is the most wanted terrorist in our country అని ఒక లుక్అవుట్ నోటీస్ ఇచ్చినప్పుడు వివిధ రకాల వివిధ రకాల నోటీసులు అనేవి ఉంటాయి కలర్స్ రూపంలో నోటీసులు ఇస్తుంది ఇంటర్పోల్ ఆయా దేశాల్లో లెట్స్ ఈ what are the different types of notices that Interpol gives ఇలా ఎవరైనా టెర్రరిస్ట్ పారిపోయి తన యొక్క లుక్అవుట్ కావాలి అంటే రెడ్ నోటీస్ ఇస్తుంది వాంటెడ్ పర్సన్ చాలా వాంటెడ్ పర్సన్ అని మన సిబిఐ వాళ్ళు అడిగిన వెంటనే ఇంటర్పోల్ గారు రెడ్ కలర్ నోటీస్లో అతని ఫోటో పెట్టేసి పబ్లిష్ చేస్తుంది okay wanted person if Interpol green notice అంటే వార్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అంటే నీ దేశంలో బాంబ్ అటాక్ అయ్యే అవకాశం ఉంది వాడు పారిపోయి నీ దగ్గరికే వచ్చే అవకాశం ఉంది అని ఒక గ్రీన్ నోటీస్ ఇస్తాం ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్ ఈ మనిషి కనపడటం లేదు కా చూడండి అని చెప్పి yellow notice orange notice for imminent threat next blue notice for additional information blue notice issue చేస్తే ఆయా కంట్రీలో ఈ యొక్క వ్యక్తి గురించి ఉన్నటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మాకు పంపండి అని అడగడం purple notice modus operandi black notice unidentified bodies చనిపోయినటువంటి వ్యక్తులు అన్ఐడెంటిఫైడ్గా ఉంటే ఈ నోటీసులు ఇస్తాం this all notices are important question compulsory వస్తుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో regarding what colour gives what notice red notice is for wanted person yellow missing person blue blue additional information black unidentified green warning and intelligence yellow orange imminent threat purple modus operandi మ్యాచింగ్లో వచ్చే అవకాశం ఉంది రాసుకోవాలి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి ఇదే కరెంట్ అఫైర్స్లో ఢిల్లీలో జరిగినటువంటి ninety eighth general assembly of ఇంటర్పోల్లో ఇంటర్పోల్ వారు ఇంటర్పోల్కి చెందినటువంటి ఒక మెటావర్స్ని లాంచ్ చేశారు Interpol launched world's first metaverse law enforcement okay first ever metaverse for law enforcement agency అంటే ఈ యొక్క ఇంటర్పోల్కి చెందినటువంటి హెడ్ క్వార్టర్లో డిజిటల్ మోడ్లో ఆ హెడ్ క్వార్టర్ లోపలికి వెళ్ళి ఆ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మెంబర్స్తో ఇంటరాక్ట్ చేసేందుకు ఇంటర్పోల్ వారు అందించేటటువంటి వేరియస్ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి ట్రైనింగ్ని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళు డిజిటల్ మోడ్లోనే లైవ్ ఇంటరాక్షన్ పొందినట్టుగా ట్రైనింగ్ పొందేందుకు గాను ఈ మెటావర్స్ని లాంచ్ చేశారు మనందరికీ తెలుసండి మెటావర్స్ అనేది ఈ ఐడియాలజీ వచ్చేసి ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరు అంటే ఫేస్బుక్ యొక్క మదర్ కంపెనీ అయినటువంటి Meta metaverse is nothing but a virtual world virtual world a three dimensional virtual world okay సింపుల్గా గుర్తుపెట్టుకోండి recently Interpol became the first police organization or law enforcement organization to launch its own metaverse base okay Interpol first ever metaverse specifically design for law enforcing worldwide ఈ మెటావర్స్లో రిజిస్టర్ అయినటువంటి యూజర్స్ అందరూ కూడా ఈ యొక్క ఫ్రాన్స్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కి వర్చువల్ టూర్లో వెళ్ళొచ్చు ఈ యొక్క ఇనిషియేటివ్ని మనం ఇంటర్పోల్ వారు మైక్రోసాఫ్ట్ మెటా మరియు ఇంటర్పోల్తో కలిసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గారి యొక్క పార్ట్నర్షిప్తో ఈ మెటావర్స్ని లాంచ్ చేశారన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి friends I provided ample information at every point pass చేసుకోవాలి రాసుకోవాలి ఓకే సో నెక్స్ట్ అండి Kerch bridge collapsed okay so మనందరికీ తెలుసు యుక్రెయిన్ మరియు రష్యా మధ్యలో వార్ జరుగుతుంది అయితే అంతకి పూర్వమే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో యుక్రెయిన్కి చెందినటువంటి క్రిమియన్ పెనిన్సులా క్రిమియన్ పెనిన్సులా అని మన రష్యా వాళ్ళు ఆక్రమించుకున్నారు క్రిమియాకి రష్యాకి ల్యాండ్ రూట్ అనేది లేదండి కేవలం సీ రూట్ ద్వారా వెళ్ళొచ్చు త్రూ సీ ఆఫ్ అజోవ్ ఈ సీ ఆఫ్ అజోవ్ ఏంటండి sea of Azov sea of Azov ఈ సీ ఆఫ్ అజోని మరియు రష్యా యొక్క మెయిన్ ల్యాండ్ని కనెక్ట్ చేయాలి అంటే క్రిమియాని మరియు రష్యాని కనెక్ట్ చేయాలంటే ఒక పొడవాటి బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం వచ్చింది దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల దూరం పొడవున్నటువంటి ఈ bridge it's a dual bridge ఒక సైడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది ఒక సైడ్ రోడ్ ఉంటుందండి నైన్టీన్ కిలోమీటర్స్ లాంగ్ బ్రిడ్జ్ని మన రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారు కట్టించారు almost this was launch in the year two I hope okay recently Russia మరియు యుక్రెయిన్ వార్లో దీనికి సంబంధించినటువంటి ఒక ట్రైన్ ట్రాక్ వచ్చేసి బ్లాస్ట్ అయింది it got damaged Kerch bridge collapse అంటే ట్రైన్కి సంబంధించిన బ్రిడ్జ్ ఒక్కటి కొలాబ్స్ అయింది రోడ్ అయితే పార్లే బాగానే ఉంది okay so Kerch bridge also known as Crimea bridge it's a road cum rail bridge connecting Russia and Russia and Crimean peninsula it is the longest bridge in Europe రాసుకోవాలి క్వశ్చన్ వస్తుంది ఆబ్జెక్టివ్లో ఇటీవల కాలంలో బాంబ్ బ్లాస్ట్లో జా డ్యామేజ్ అయినటువంటి కర్చ్ బ్రిడ్జ్ యూరోప్లోనే అటి పొడవాటి బ్రిడ్జ్ అంటే yes how many kilometres it is it is nineteen kilometres long దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో లాంచ్ చేశారండి ఓకే క్రిమియాని ఎప్పుడు ఆక్రమించుకున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో రష్యా క్రిమియాని ఆక్రమించుకుంది యుక్రెయిన్ నుంచి it symbolizes the Ukraine it symbolizes the unification of Crimea with Russia అండి ఈ బ్రిడ్జ్ యూనిఫికేషన్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది సో బ్రిడ్జ్ యొక్క లొకేషన్ కనుక చూస్తే అండి ఇది రష్యన్ మెయిన్ల్యాండ్ ఇది క్రిమియన్ పెనిన్సులా ఇది వచ్చేసి బ్రిడ్జ్ అండి this is the bridge so this is sea of Azov ఇది వచ్చేసి బ్లాక్ సీ ఈ రెండింటిని మా కలిపేదే కర్చ్ స్ట్రేట్ అందుకే ఈ బ్రిడ్జ్ పేరు కూడా కర్చ్ బ్రిడ్జ్గా పెట్టాం okay what is the strait which connect sea of azov and sea of black sea that is kerch strait next important current affair అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో Nobel peace prize twenty twenty two very very important okay so already నేను నోబుల్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేస్తూ మీకు చెప్పాను నోబుల్ ప్రైజెస్ సిక్స్ ఉంటాయి మొత్తంలో ఓకే సో సిక్స్లో ఐదు వచ్చేసి స్వీడన్ ఇస్తుంది కేవలం ఒకే ఒక నోబెల్ ప్రైజ్ ఉంటుంది అది నార్వే ఇస్తుంది అని చెప్పాను so this is that Nobel prize which is given by Norway okay Norwegian Nobel committee అందుకే ఇక్కడ చూడండి I have noted this down the Norwegian Nobel committee has decided to award Nobel prize prize for peace to one individual and two organizations ఇవన్నీ కూడా యూరోప్ ఎస్పెషలీ ఈస్టర్న్ యూరోప్ మరియు రష్యా యుక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు అందరూ కూడా ముఖ్యంగా బెలారూస్ ఎక్కడైతే పబ్లిక్ లిబర్టీస్ అనేటివి సప్రెస్ చేయబడుతున్నాయో ఆ కంట్రీకి చెందిన వారే మన యొక్క individual person who got Nobel prize prize for peace so let see this year's peace prize awarded to human right advocate Ales Bialiatski okay if I'm wrong in pronunciation I'm sorry Bialiatski Ales Bialiatski వీరు బెలారూస్కు చెందినవారు ఇంకొకటి వచ్చేసి Russian human rights organization memorial okay ఇది ఒక organization and Ukrainian human rights organization centre for civil liberties మూడు ఆర్గనైజేషన్స్ రాసుకోవాలి యుక్రెయిన్కి చెందినటువంటి సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ రష్యాకి చెందినటువంటి మెమోరియల్ ఓకే మరియు బెలారూస్కి చెందినటువంటి అలెస్ బియాలాట్స్కి గారికి ఈ యొక్క నోబుల్ ప్రైజ్ ఫర్ పీస్ ఇవ్వడం జరిగింది వీరందరూ కూడా వార్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ని ప్రాపర్గా చేస్తారండి they documented war crimes human rights abuses and abuse of power ఇలా డాక్యుమెంటేషన్ చేయడం ద్వారా ఫ్యూచర్లో వచ్చేటటువంటి వార్డ్స్ని ముందుగానే పసికట్టవచ్చు అలానే వార్డ్స్ని ఏ విధంగా నివారించాలో కూడా మనకు తెలుసుకుంటాం కాబట్టి వీరు చేసినటువంటి ఈ కృషికి గాను నోబుల్ ప్రైజ్ ఫర్ పీస్ దక్కింది you can see them this is memorial okay and Ukrainian organization for centre for civil liberties and he the person from Belarus that is none none than other than than Ales Bialatsky okay Belarus చెందినవారు next very important current affair అండి ఇది తెలంగాణ రాసేటటువంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది second world geospatial information congress second world geospatial information congress ఎక్కడ జరిగింది హైదరాబాద్ ఓకే హైదరాబాద్లో second world geospatial information congress జరిగింది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వర్చువల్ ఫార్మాట్లో అటెండ్ అయ్యారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి a five day conference is being hosted by ఎవరు హోస్ట్ చేస్తున్నారండి వరల్డ్ జియోస్పేషల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ని రాసుకోవాలి వరల్డ్ జియోస్పేషల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ని హోస్ట్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లేదా మినిస్ట్రీ ఏదంటే department of science and technology under ministry of science and technology గారు ఈ యొక్క వరల్డ్ జియోస్పేషల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ని లాంచ్ చేశారు the united nation committee of experts on geo Geospatial information management ముఖ్యంగా ఇండియాలో ఈ కాన్ఫరెన్స్ని ఎవరు హోస్ట్ చేశారు department of science and technology కానీ వరల్డ్ జియోస్పేషియల్ కాన్ఫరెన్స్ ఎవరికి చెందింది united nation committee on experts of geo global geospatial information అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి రెండవ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే geo enabling the global village, no one should be left behind. Geo enabling the global village, no one should be left behind. theme. So this is the logo of uh, second world geospatial second world geospatial information congress under United Nations. And the theme and towards uh, you can see here towards geo enabling global village which is also extended here no one should be left behind. Okay second united nations okay చూడండి the second united nations committee of expert and global geospatial information are twenty twenty two will reflect on importance of integrated geospatial information uh, అందరికి ఇక్కడ డౌట్ రావాలి ఒకటి సార్ జియోస్పేషల్ జియోస్పేషల్ అంటారు అసలు జియోస్పేషల్ అంటే ఏంటి సింపుల్ ఎగ్జాంపుల్ అండి మీ గూగుల్ మ్యాప్స్ ఒక జియోస్పేషల్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అంటే ఎక్కడెక్కడే ఏముంది దాన్ని ఏ విధంగా మనం రీచ్ అవ్వగలం సో అలా జియో ట్యాగింగ్ చేయడం ద్వారా మీరు ఈజీగా ఒక వస్తువుని గుర్తుపట్టవచ్చు ఒక ఎనిమల్కి ఒక ఎండేంజర్డ్ ఎనిమల్ అంతరించిపోతున్నటువంటి ఎనిమల్ మెడలో ఒక కాలర్ పెట్టేసి అది ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది అని ఒక స్టడీ చేయవచ్చు ఒక పక్షిలో కూడా ఒక జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ లేదా లేదా సింపుల్గా ఒక ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టినట్టయితే ఆ పక్షి ఏ చోటు నుంచి ప్రయాణిస్తుంది తన జీవన విధానాలు ఏమిటి అది ఏ విధంగా బ్రతుకుతుంది అన్న పూర్తి బయాలజికల్ డాటాని సంపాదించవచ్చు so using this geographical information to perform research and enable human benefit మనిషికి మంచి జరిగేలా చూడడమే ఈ యొక్క జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎగ్జాంపుల్ చెప్పాను కదా Google maps how made how it made your life easy ఎంత ఈజీగా చేసిందో so that's the importance of this geospatial information so importance of integrating geospatial information infrastructure and knowledge services to support implementation and monitoring of sustainable development goals na achieve achieve చేయడంలో కూడా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెన్స్ అండి ఓకే అంటే పంటలు ఎక్కడ సరిగ్గా ఉన్నాయి పంటలు ఎక్కడెక్కడ పండట్లేదు so this all is the spatial information ఒక గూగుల్ మ్యాప్స్ నుంచి ఒక పిక్చర్ చూస్తే ఈ ప్రదేశంలో గత సంవత్సరంలో గ్రీనరీ ఎంత ఉంది ఈ సంవత్సరంలో గ్రీనరీ ఎంత ఉందని క్లియర్ పిక్చర్ ఉంటుంది so that shows how to deal with droughts, that shows how to deal with floods. Okay, so that's the usage of this geographical information ఒక ఫ్లడ్ వచ్చినా లేకుంటే ఒక ఒక డిజాస్టర్ అయినా కూడా these pictures of satellite images are very important so it will also mirror the well being of society address environmental చూడండి ఎన్వైరన్మెంట్ మరియు climate change challenges digital transformation and technology development and also creates vibrant economy okay first conference ఎక్కడ జరిగింది సరే సెకండ్ కాన్ఫరెన్స్ భారతదేశంలో హైదరాబాద్లో జరిగింది మరి ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే united nations world geospatial information congress అంటాం ఓకే సో యుఎన్డబ్ల్యూజిఐ అంటే united nation world geospatial information congress first edition వచ్చి చైనాలో ఉన్నటువంటి డిక్వింగ్ ఓకే డిక్వింగ్ ఇది జెన్జియాంగ్ ప్రొవిన్స్లో ఉంది అన్నమాట సో టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ లేదా united nation geospatial information congress ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలుస్తుందండి so united nation committee of experts on geospatial information management organizes the united nation world geo geospatial information congress every four years చెప్పాను కదా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలుస్తుంది with objective of enhancing international collaboration among member states and relevant stake holders on geospatial information management and cooperation so types of geospatial technology ఎలా ఉంటుందండి సింపుల్గా చెప్పాను one is like remote sensing ఎక్కడెక్కడ కదులుతున్నామని చెప్పేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంపల్సెస్ రేడార్ మరియు లైడార్స్ని యూజ్ చేయడం geo geo global positioning system GPS మీ యొక్క మ్యాప్ గూగుల్ మ్యాప్ వచ్చేసి జీపీఎస్తోనే రన్ అవుతుంది జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అలానే filmed digital aerial imagery okay even డిఫెన్స్లో కూడా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి okay so that's why we had an agreement with USA basic exchange of geo information అనేసి ఒక అగ్రిమెంట్ కూడా జియోస్టేతో అయింది సో ఇండియాలో మరి జియో ఇన్ఫర్మేషన్ డేటా కొరకు మనం డెవలప్ చేసుకున్నటువంటి శాటిలైట్ సిస్టమ్ పేరేంటి NavIC satellite system okay NavIC satellite system అని పిలుస్తాం నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటాం సో అలానే అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయండి జియో స్పేషల్లో లాజిస్టిక్స్లో నా యొక్క బైక్ ఎక్కడెక్కడికి పోతుంటే నా యొక్క వెహికల్ పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి లాజిస్టిక్స్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి మరి వేర్ హౌజెస్ గిడ్డంగులు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని వాటిని జియో ట్యాగ్ చేయడం ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్లో టైంగా అరైవ్ అవుతుందా ట్రైన్ టైంకి బస్సు వస్తుందా లేదా అని చూసుకోవడం మెట్రలాజీలో ఓకే వెదర్ ఫోర్ కాస్టింగ్ కొరకు కూడా మనకు పిక్చర్స్ కావాలి జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది ఎంతవరకు ఈ యొక్క వర్షపాతం ఎంతవరకు ఫ్లడ్ ఇక్కడ ఉంది ఫారెస్ట్రీ ఫారెస్ట్ ఎదుగుతుందా తగ్గుతుందా అగ్రికల్చర్లో ఏదైనా అటాక్స్ అవుతున్నాయా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంత స్పీడ్గా వెళ్ళగలం ఎపిడమిక్ అవుట్ బ్రేక్స్ని స్టడీ చేసేందుకు ఎకలాజీ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్లో కూడా this plays a crucial role okay So next important current affair in international relations is Nord Stream pipeline. ఈ మధ్యకాలంలో అండి నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్లో రెండు లీకేజెస్ రావడం వలన ఆ పైప్లైన్లో ఉన్నటువంటి గ్యాస్ అనేది లీక్ అయిందనమాట so these are the pictures of leakage of gas from under water Nord Stream pipe line అనొచ్చు సార్ అసలు నార్డ్ స్ట్రీమ్ అంటున్నారు నార్డ్ స్ట్రీమ్ ఏంటి నార్డ్ స్ట్రీమ్ వచ్చేసి అండి బాల్టిక్ సీ బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంటుంది నార్థన్ యూరోప్లో బాల్టిక్ సముద్రంలో ఉన్నటువంటి ఒక అండర్ సీ లేదా under water gas pipe line ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది అంటే రష్యాలో ఉన్నటువంటి వైబార్గ్ అనే ప్రదేశం నుంచి మొదలుకొని బాల్టిక్ సీ గుండా వెళ్తూ మీకు జర్మనీలో ఉన్నటువంటి గ్రైవ్స్ వెల్డ్ అనే ఒక ప్రదేశానికి చేరుకుంటుందండి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఇదంతా కూడా అండర్ వాటర్ ఓకే ఈ యొక్క ప్రాజెక్ట్ని రష్యా వారు మరియు యూరోపియన్ కంట్రీస్ కలిసికట్టుగా తయారు చేశారు ముఖ్యంగా రష్యాలో గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గ్యాస్ని యూరోప్కి అమ్మేందుకు గాను యూరోప్కి కనెక్ట్ చేసేందుకు గాను లే చేసినటువంటి పైప్ లైనే ఈ నార్డ్ స్ట్రీమ్ ఇది పాత పడిపోతుందని చెప్పేసి ఇంకొక పైప్ లైన్ కూడా స్టార్ట్ చేశాం దాని పేరు నార్డ్ స్ట్రీమ్ టూ ఇది లాంచ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కంప్లీట్ అయినప్పటికీ లాంచ్ కాలేదు ఎందుకంటే రష్యా దాని యొక్క పార్ట్నర్షిప్ నుంచి వైదొలిగింది అంటే it came out of the partnership of Nord Stream two Nord Stream two చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఉస్తులాగా లేదా అస్తులాగా అనే ప్రదేశం రష్యా నుంచి కొద్దిగా సౌత్ ఆఫ్ వైబోర్గ్ అస్తులాగా నుంచి మొదలుకొని సేమ్ గ్రిఫ్ Greifswald or Greifswald in Germany వరకు చేరుకుంటుంది ఓకే సో ఆ రెండు లీకేజెస్ కూడా ముఖ్యంగా ఎక్కడ ఉండేదంటే అండి ఒకటి వచ్చేసి స్వీడన్ మరియు డెన్మార్క్ ప్రాంతంలో ఈ రెండు ప్రాంతాల్లో రెండు లీకేజెస్ అనేటివి కనుగొన్నారు so that's why there were gas leakages and that's why North Stream is in the news so you can see North Stream countries of two pipe lines one is North Stream one దీని యొక్క లెంత్ వచ్చేసి దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు under ground gas pipe line running from Vyborg in north west Russia Lubmin in north eastern Germany via Baltic sea next North Stream two వచ్చేసి ఉస్తులాగా నుంచి స్టార్ట్ అవుతుందని లెనిన్ గ్రాడ్ నుంచి to Lubmin was completed in September twenty twenty one and దీని యొక్క ఫుల్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి fifty five billion cubic metres of gas per day it can transfer when it becomes operational okay so ఇక్కడ కూడా పిక్చర్ చూడొచ్చు గ్యాస్ లీక్స్ నార్త్ స్ట్రీమ్ టూలో ఒక గ్యాస్ లీక్ దక్కింది మనకి నార్త్ స్ట్రీమ్ వన్లో కూడా ఒక గ్యాస్ లీక్ ఉంది so we very very disaster situation ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వార్ వల్ల డిస్ట్రాయ్ చేస్తున్నారంటే just imagine that so North Stream వచ్చేసి కొన్ని కంట్రీస్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి పాస్ అవుతుందండి ఆ కంట్రీస్ వచ్చేసి రష్యా ఫిన్లాండ్ స్వీడెన్ డెన్మార్క్ మరియు జర్మనీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ మరియు మూడు కంట్రీస్ యొక్క టెరిటోరియల్ వాటర్స్ రష్యా డెన్మార్క్ మరియు జర్మనీ యొక్క టెరిటోరియల్ వాటర్స్ నుంచి పాస్ అవుతుంది you have to understand the difference between territorial waters and exclusive economic zone territorial water అంటే ఆ వాటర్స్లో పూర్తి కంట్రోల్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే కేవలం ఎకనామీ పరంగా మనకు కంట్రోల్ ఉంటుంది okay so next international solar alliance summit fifth international assembly of international solar alliance was held in India New Delhi very important అండి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క ఫిఫ్త్ జనరల్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే అది న్యూఢిల్లీలో మన భారతదేశంలోనే జరిగింది మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనే కాన్సెప్ట్ని రెండు వేల పదిహేనులో ఇండియా మరియు ఫ్రాన్స్ ఎవరండి ఇండియా అండ్ ఫ్రాన్స్ వారు ఇద్దరు ఐడియేట్ చేశారు రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ప్యారిస్ ప్యారిస్ కాప్ ట్వంటీ వన్లో ఓకే ప్యారిస్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ వన్లో మన ఇండియా మరియు ఫ్రాన్స్ ఇద్దరు కూడా ఐడియేట్ చేశారు ఆ తర్వాత ప్రస్తుతం ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎంత అంటే వన్ టెన్ కంట్రీస్ మన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్స్గా ఉన్నారు how many countries are members one ten countries ఇందులో తొంభై దేశాలు almost ninety countries have signed and ratified the international solar alliance అంటే ఆయా కంట్రీస్లో కూడా వారి యొక్క పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి పూర్తి మెంబర్స్ అయ్యారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి how many members we have one ten members almost ninety members have ratified the international solar alliance international solar alliance యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ ఇది ఇండియాలోని గుర్గావ్ గుర్గావ్ గురుగావ్లో ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో దీనికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టేటస్ కూడా దక్కింది it is also and observer at united nation దీనికి ఐక్యరాజ్య సమితిలో అబ్జర్వర్ స్టేటస్ కూడా ఉంది very important status so you can note down so international solar alliance was jointly conceived by India and France on the side lines of COP twenty one that is united nation framework for convention on climate change ప్యారిస్లో ఓకే సో ప్రస్తుతం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఎయిమ్ ఏంటి అండి ముఖ్యమైన aims design develop and deploy cost efficient and revolutionary energy solutions powered by sun sun ద్వారా ఏ విధంగా మనం ఎనర్జీని గెయిన్ చేయవచ్చు ఎనర్జీ సొల్యూషన్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇది ఫామ్ అయింది ముఖ్య ఉద్దేశం స్మాల్ ఐలాండ్ కంట్రీస్కి మరియు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో దీన్ని డెవలప్ చేయాలి వచ్చేసి దీని యొక్క major role okay international solar alliance వచ్చేసి ఒక ప్రిన్సిపల్ కింద ఒక స్ట్రాటజీతో గైడ్ అవుతుందండి దట్ ఈస్ వర్డ్స్ థౌజండ్ అనే స్ట్రాటజీ అంటే దాదాపు వెయ్యి బిలియన్ డాలర్లని మనం కలెక్ట్ చేయగలగాలి to run this project and to produce almost thousand gigawatts of solar energy by the year twenty thirty and to to provide clean energy to thousand million people ఒక వెయ్యి మిలియన్ పీపుల్స్కి మనం ఈ యొక్క క్లీన్ ఎనర్జీని అందించడం వెయ్యి బిలియన్ డాలర్లు మనము చేకూర్చడం లేదా సమకూర్చడం రెండు వేల ముప్పై కల్లా అలానే వెయ్యి గిగావర్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం సో ప్రస్తుతం ఉన్నటువంటి members one ten headquarter Gurugram India okay so almost ninety countries have signed and ratified the international solar alliance framework so last current affair అండి ఈ మధ్యకాలంలో గ్యాంబియాలో భారతదేశానికి చెందినటువంటి కప్ సిరప్స్ తాగడం వల్ల పిల్లలు మరణించారని న్యూస్లో విన్నా so not going deep in that news just see the location of Gambia Gambia వచ్చేసి చాలా చిన్న కంట్రీ అండి విచిత్రమైన కంట్రీ గ్యాంబియా నడ్డికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి చాలా చాలా చిన్న దేశం ఒక ఫింగర్ దేశం ఏది అంటే గ్యాంబియా ఓకే ఈ గ్యాంబియా అనే దేశం ఇది ఇది చూడండి ఇదంతా సెనిగల్ అనమాట ఇదంతా కూడా ఒక పెద్ద దేశం ఈ పెద్ద దేశంలో గ్యాంబియా నది ఉంటుంది ఈ గ్యాంబియా నదికి అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారు అలా చొచ్చుకుపోయినటువంటి ఒక చిన్న వేలు లాంటి దేశం ఏది అంటే మన గ్యాంబియా అనే దేశం చాలా చిన్న దేశం it's a western African nation okay west ఆఫ్రికాలో ఉంటుంది ఇది ఆఫ్రికా అనుకుంటే ఓకే ఇది ఆఫ్రికా అనుకుంటే ఇక్కడ ఉంటుంది అనమాట this is western African nation very important capital city of Gambia is Banjul okay Banjul so this is the end of this current affairs so I hope you are enjoying our classes thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you